ఓకే చాలు చాలు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ సెకండ్స్ చాలు ఏం చేసావు work First row 66 47 there is a change on the account so you can see top down running out of battery almost dead ఇది మనకి దీంట్లో దొరకదు డెవలపర్ గారు చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ చేస్తూ పర్లేదు నీకు బిల్డ్ వస్తుంది కదా ఇక్కడ అయిపోయింది ఇది అయిపోతుంది ఇక్కడ ఉంది కూడా ఉంది